వాయిస్ ముందుకు రావాలా కొద్దిగా ఇటా ఓకేనా ఓకేనా సరిపోతుందా నేను మొదట నేషనల్ స్టీల్ పాలసీ గురించి ఒక ఒక్క నిమిషం మాట్లాడతాను రెండు వేల పదిహేడవ సంవత్సరంలో భారత ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీని అనౌన్స్ చేసింది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రెండు వేల ముప్పైవ సంవత్సరానికి భారతదేశ స్టీల్ ప్రొడక్షన్ కెపాసిటీ మూడు వందల మిలియన్ టన్నులను చేయాలి అన్నది ఇప్పుడు మనకైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో seven point three million tons ఉంది ప్రస్తుతం మొత్తం భారతదేశంలో చూసుకుంటే అంటే పబ్లిక్ సెక్టరు ప్రైవేట్ సెక్టరు తర్వాత సెకండ్ స్టీల్ కంపెనీస్ లైక్ ఇక్కడ ఉన్న మనకు అనేక స్టీల్ కంపెనీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రాధా టీఎంటీ కానీ ఇక్కడ ఐ థింక్ సింహాద్రియా సింహాద్రి అన్నది ఒకటి ఉంది ఇవన్నీ కలుపుకుంటే మొత్తం నూట ఇరవై రెండు మిలియన్ టన్నులు కాబట్టి ఇంకా మనం నూట డెబ్భై ఎనిమిది మిలియన్ టన్నుల కెపాసిటీ మన స్టీల్ ప్లాంట్లను పెంచుకోవాలి ఆ ఉద్దేశంతో మనం ముందుకు వెళుతున్నప్పుడు SAIL Steel Authority of India Limited దగ్గర ఉన్న కంపెనీలు స్టీల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష రూపాయలు పెట్టి వాళ్ళ కెపాసిటీని పెంచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది మరి ఒకవైపు అటు ఆ పిల్లవాళ్ళని ఆ కొడుకుని ఎక్కువ మంచి భోజనం పెట్టి వాళ్ళని బాగా పెంచాలని చూస్తున్నప్పుడు ఇది కూడా ఇంకొక పిల్లవాడే కదా ఈ స్టీల్ ప్లాంట్ మరి దీన్ని ఎవరికో అమ్మేయాలని ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఇది సబబు కాదు అని మేము చెప్తున్నాం కావాలంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా సెయిల్ ఆధ్వర్యంలో కూడా ఉంచవచ్చు అది ఒకటి సజెస్ట్ చేశాము సెయిల్ ఆధ్వర్యంలో ఉంచి ఈ లక్ష కోట్ల రూపాయలతో మీరు ఏదైతే ఎక్స్పాన్షన్ చేస్తున్నారో అందులో కొంత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా మీరు ఉపయోగిస్తే దాని production capacity seven point three million ton నుంచి ట్వంటీ మిలియన్ టన్స్కి మనం పెంచవచ్చు ఎప్పుడైతే దీన్ని ఇరవై మిలియన్ టన్నులకు పెంచామో మీరు ఇంకా ఇవ్వాల్సిన ఏడు వేల ఆరు వందల ముప్పై నాలుగు పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆర్ కార్డు హోల్డర్స్కి వాళ్ళందరికీ కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వచ్చు ఎందుకంటే మీరు ప్రామిస్ చేశారు మీరు భూమిని ఇవ్వండి మేము ఉద్యోగాలు ఇస్తాము ఇంకా ఏడు వేల ఆరు వందల ముప్పై నాలుగు మంది ఈ కార్డులు పట్టుకొని తిరుగుతున్నారు నాలుగో జనరేషన్ మరి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వచ్చు వాళ్ళు కోర్టులో పోరాడుతున్నారు నాతో పాటు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వాళ్ళు కూడా వేస్తున్నారు అందువల్ల కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఏంటంటే ఈ విధంగా సవతి ప్రేమను చూపించకుండా స్టీల్ ప్లాంట్ మనుగడకు మీరు ప్రయత్నం కట్టండి కాబట్టి ప్రైవేటైజేషన్ చేయకండి అని మళ్ళా ఒకసారి మీ అందరి సమక్షాన శ్రీ కే పాల్ గారు కూడా ఉన్నారు ఆయన సమక్షాన ప్రభుత్వానికి మేము చేస్తున్న విన్నపం తర్వాత ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది కూడా ఒకటి వేశారు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రైవేటైజేషన్కి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తేడా కూడా చాలామందికి తెలియట్లేదు అంటే ఇప్పుడు ఏంటంటే ఒక పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడిని వాళ్ళ తల్లిదండ్రులు వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు కానీ ఈ పిల్లవాడు పోరాడుతున్నాడు నేను బతుకుతాను నేను బాగున్నాను అని చెప్పి ఈ పిల్లవాడిని ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేస్తే హాస్పిటల్ వాళ్ళు ఇతనికి రక్తం కావాలి అన్నారు అదే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ పిల్లవాడికి రక్తం కావాలి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ రండి అని అడిగారు ఇప్పుడు మనం వాట్సాప్లో కూడా చూస్తుంటాం ఎవరికో ఏ నెగటివ్ బ్లడ్ కావాలంటే ఎంతమంది హాస్పిటల్కి వెళ్తారు అదేవిధంగా వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తే ఈ స్టీల్ ప్లాంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ప్రైవేటైజేషన్కి ఏమాత్రం సంబంధం లేదు కానీ దీంట్లో కూడా మేము అడుగుతున్నాం ఏంటంటే వీలైతే ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వండి ఆయన ఎలాగైతే చెప్పారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ వేరే ఏ ప్రభుత్వం అయినా వచ్చి ముందుకొచ్చి బిడ్ వేస్తే or Steel Authority of India Limited SAIL వేస్తే వాళ్ళకి ఇవ్వండి గవర్నమెంట్ గవర్నమెంట్ అవుతుంది చాలా సులభం అవుతుంది సో ఇది ప్రస్తుతం జరుగుతున్న విషయం ఇప్పుడు ఒక్క విషయం క్లారిటీ అండి ఇది అంతా వారి డ్రామా నేను ఇంటర్నల్ కనుక చెప్తున్నా నేను ఒక ఇరవై ముప్పై సార్లు కలిశాను ఎవరిని ప్రధానమంత్రి గారిని హోమ్ మినిస్టర్ గారిని రూపాల గారిని ఇంకెక్కువ ఈ లాస్ట్ వీక్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వెయిట్ తమ్ముడు వన్ మినిట్ సెంట్రల్ గవర్నమెంటు చేస్తున్న డ్రామా ఐఎమ్ సారీ జేడీ గారు పొలైట్గా ఆయన ఎక్స్ప్రెషన్ ఆయన మాట్లాడవచ్చు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో ఆయనకు ఆ హక్కు ఉంది నేను మాత్రం యాక్చువల్గా నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఉంది నేను ఎందుకు వచ్చాను అన్నది మీకు తెలియాలి జేడీ గారికి నేను మద్దతు ఇస్తున్నాను వార్ ఫైటీకి కానీ ఇది నూటికి తొంభై తొంభై తొమ్మిది శాతం ప్రైవేటైజేషను చేయడానికి అన్ని ప్లాన్లు కంప్లీట్ అయ్యాయి ఇది రియల్ సిచ్యువేషన్ వీళ్ళంతా డ్రామాలు ఆడుతూ ఎలక్షన్ ఇయర్ అని ప్రొలాంగ్ చేస్తున్నారు తప్ప అందుకనే in paper black and white నేను వారిని కలిసినప్పుడు ఇప్పుడెలా మీ దగ్గరికి లెటర్ పట్టుకొని వచ్చానో వారికి ఏం లెటర్ ఇచ్చానో అలాగే నేను లెటర్లు ఇస్తూ వారి ఇంటికి వెళ్తూ వారితో మాట్లాడుతూ నేను వారిని ఒప్పిస్తున్నా ఎందుకు ఇది మా స్టీల్ ప్లాంట్ ముఖ్యంగా నేను పుట్టిన ఊరు steel plant Visakhapatnam wait one minute brother listen no you have to understand the difference ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలు చేశారు పద్దెనిమిది వేల మంది దాదాపు నాకు తెలిస్తే భూములు ఇచ్చారు అప్పుడు భూములు వేల రూపాయలు ఇప్పుడు ఇది మూడున్నర లక్షల కోట్లు ఇది కేవలం మూడు వేల ఐదు వందల కోట్లకి అమ్మేసిన ప్రైవేటైజ్ అది మీకు తెలియాలి అమ్మేశారు లాస్ట్ మినిట్లో మనం ఫైట్ చేసాం ఆపాం నేను ముందుగా హైకోర్టుకి వెళ్ళా తర్వాత వెంటనే జేడీ గారు వెళ్ళారు వన్ టూ మంత్స్లో హైకోర్టు విచారణ జరగక ముందే వాళ్ళు ప్రైవేటైజేషన్ చేశారు కోర్టులకి రెస్పెక్ట్ ఇవ్వట్లే అదే విషయం నేను chief justice of India Chandrachud గారికి చెప్పా అదే ఆర్గ్యుమెంట్ నేను chief justice of Telangana Bhuyan గారికి యువర్ ఆనర్ కామారెడ్డి రైతులు ఫోర్స్ఫుల్గా వాళ్ళ ల్యాండ్ తీసుకుంటున్నారు మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రైతులు ధారాళంగా భూములు ఇచ్చారు కానీ వాళ్ళు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు సో దీన్ని మీరు తేడా తెలుసుకోండి ఏదో బ్లడ్ కావాలి స్టీల్ ప్లాంట్కి ఏ బ్లడ్ అవసరంలే అది అపార్థం కేవలం మిస్అండర్స్టాండింగ్ స్టీల్ ప్లాంట్ బ్లీడ్ అవ్వట్లే అందుకే నేను సిట్టింగ్ జడ్జిలు ఏమంటున్నాను తెలుగువారు ముగ్గురిని నేను రికమెండ్ చేస్తూ ఉన్నారు మీ అందరికీ తెలుసు ఇది ఓన్లీ మూడున్నర లక్షల కోట్లకి మూడు వేలు ఐదు వేలు ఇప్పుడు ఇరవై వేల కోట్లు పెట్టారు అది అర్థం చేసుకోండి నువ్వు టీవీ నైనా నీకు అందుకే పోలేదు నీకు ఎప్పుడు కాంట్రవర్సీ చేయడమే వచ్చి